నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ముమ్మారు తలాక్ బిల్లుకు మరోసారి లోక్సభ ఆమోదం కాంగ్రెస్ తృణమూల్ జేడీయూ వాకౌట్ వ్యతిరేకించిన తెలుగుదేశం డీఎంకే ప్రతిపక్షాల నిరసనల మధ్య ఆర్టీఐ చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం సెలెక్ట్ కమిటీకి పంపాలన్న తీర్మానానికి దక్కని మద్దతు చిన్నారులపై లైంగిక నేరాలపై సుప్రీం కీలక తీర్పు అరవై రోజుల్లో జిల్లాకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని కేంద్రానికి ఆదేశాలు ఏపీకి ప్రత్యేక రాయితీలు సాధ్యం కాదన్న కేంద్రం అన్ని రాష్ట్రాలకు విరుద్ధంగా ఇవ్వలేమన్న గడ్కరీ అభివృద్ధికి సహకరిస్తామని వెల్లడి పీపీఏల వ్యవహారంలో విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు హైకోర్టులో ఊరట అరవై మూడు నెంబర్ జీవోను నాలుగు వారాలు నిలిపివేస్తూ ఉత్తర్వులు జగన్ కేసీఆర్ మధ్య క్విడ్ ప్రోకో ఉందన్న చంద్రబాబు జల వనరులపై వైకాపా ప్రభుత్వ వైఖరి ప్రమాదకరంగా ఉందని ఆందోళన సరైన సౌకర్యాలు లేనందునే శాసనసభకు కొత్త భవన నిర్మాణం ఎర్రమంజిల్ కూల్చివేతపై హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వ వివరణ అసెంబ్లీ సచివాలయాలకు కొత్త భవనాల నిర్మాణంపై అఖిల పక్షాల పోరుబాట సెక్రటేరియట్ ముట్టడిని అడ్డుకున్న పోలీసులు ముమ్మారు తలాక్ ద్వారా భార్యకు విడాకులు ఇస్తే నేరంగా పరిగణించే బిల్లును లోక్సభ ఆమోదించింది సుదీర్ఘ చర్చ అనంతరం మూజువాణి ఓటు ద్వారా బిల్లు ఆమోదం పొందినట్లు సభాపతి ప్రకటించారు అనంతరం ఈ బిల్లును రాజ్యసభ ఆమోదం కోసం పంపనున్నారు ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందితే ముమ్మారు తలాక్ చెప్పిన భర్తకు మూడేళ్ల వరకు జైలు శిక్ష పడనుంది ఈ శిక్షకు సంబంధించిన నిబంధనపై జరిగిన ఓటింగ్లో అనుకూలంగా మూడు ఓట్లు వస్తే వ్యతిరేకంగా డెబ్బై ఓట్లు పడ్డాయి ముస్లిం మైనారిటీ వర్గాల్లో ముమ్మారు తలాక్ చెప్పడం ద్వారా భార్యకు విడాకులిస్తే నేరంగా పరిగణించే బిల్లు మరోసారి లోక్సభ ఆమోదం పొందింది గతంలో ఈ బిల్లు ఆమోదం పొందినప్పటికీ రాజ్యసభలో పెండింగ్లో ఉండడం ఎన్నికల కారణంగా గత లోక్సభ రద్దవడం వల్ల మరోసారి దిగువ సభ ముందుకొచ్చింది ఈ బిల్లును ఉదయం కేంద్ర ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టగా చర్చ సందర్భంగా విపక్షాలు పలు అభ్యంతరాల్ని వ్యక్తం చేశాయి ముమ్మారు తలాక్ చెబితే శిక్షలు విధించాలని సుప్రీంకోర్టు ఎప్పుడూ చెప్పలేదని లోక్సభలో కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌదరి తెలిపారు ఈ అంశాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు हमारी विरोध इसी छोटे मुद्दे पे है और देखिए हम विरोध करते करते आपको भी थोड़ा सम, समझदारी बना दिया पहले हम आपको विरोध किया आपको हम अच्छा अच्छा सलाह दिया आपने तीन अमेंडमेंट कर दिए हैं लेकिन उसमें भी आप घुमा फिरा के अपना बात रखने का कोशिश कर रहे हैं इसलिए आपके ऊपर बिना दबाव डाल के केवल कोई काम नहीं बनेगा इसलिए हम क्रिमिनल की विरोध करता हूँ अभी भी करता हूँ విపక్షాల అభ్యంతరాలపై సమాధానమిచ్చిన న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ముమ్మారు తలాక్ బిల్లు తెచ్చామన్నారు రెండు వేల పదిహేడు ఆగస్టులో కోర్టు తీర్పు తర్వాత కూడా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఐదు వందల డెబ్బై నాలుగు కేసులు నమోదైనట్లు వివరించారు दुनिया के 20 से अधिक इस्लामिक मुल्कों ने तीन तलाक को नियंत्रित किया एक प्रकार और दूसरे प्रकार से तो हिंदुस्तान एक सेकुलर मुल्क है ऐसा क्यों नहीं कर सकता करना चाहिए ये पहला सवाल है दूसरा सवाल है सर जो बहुत जरूरी है सुप्रीम कोर्ट ने कहा गलत है चीफ जस्टिस ने कहा संसद कानून बनाए तो क्या ये जो हमारी विक्टिम बहनें हैं वो सुप्रीम कोर्ट के फैसले को अपने घर में टांगे कोई कार्रवाई नहीं हो सकती सर भारत के संविधान का जो कोर फिलॉसफी है जो मैं तीसरी बात कह रहा हूं सर उसमें जेंडर जस्टिस महिलाओं के साथ न्याय भारतीय संविधान का मूल दर्शन है एक ये समझने की जरूरत है అనంతరం ఎంఐఎం సభ్యుడు ఓవేసీ ప్రవేశపెట్టిన సవరణల్ని తోసిపుచ్చిన సభాపతి బిల్లు మూజువాణి ఓటు ద్వారా ఆమోదం పొందినట్లు ప్రకటించారు ముమ్మారు తలాక్ బిల్లును వ్యతిరేకిస్తూ తృణమూల్ కాంగ్రెస్ జేడీయూ సభ నుంచి వాకౌట్ చేయగా కాంగ్రెస్ కూడా ఈ బిల్లు దేశానికి క్షేమకరం కాదంటూ వాకౌట్ చేసింది సమాచార హక్కు చట్టం సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది మూజువాణి ఓటుతో పెద్దల సభ ఆమోదించింది అంతకుముందు సభలో బిల్లును కేంద్రం ప్రవేశపెట్టగానే సెలెక్ట్ కమిటీకి పంపాలంటూ విపక్ష సభ్యులు నోటీసులు ఇచ్చారు ఈ అంశంపై పలుమార్లు సభ వాయిదా పడింది చివరకు ఓటింగ్ జరగ్గా సెలెక్ట్ కమిటీకి పంపాలన్న ప్రతిపాదనకు వ్యతిరేకంగా నూట అనుకూలంగా డెబ్బై ఓట్లు పడ్డాయి ఈ మేరకు విపక్ష తీర్మానం వీగిపోయింది ఆ తర్వాత దాదాపు విపక్షం మొత్తం వాకౌట్ చేయగా ఆర్టీఐ చట్ట సవరణ బిల్లు ముజువాణి ఓటుతో రాజ్యసభ ఆమోదం పొందింది పార్లమెంటు ప్రస్తుత సమావేశాలను వచ్చే నెల ఏడు వరకు పొడిగిస్తూ పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది ముమ్మారు తలాక్ సహా దాదాపు రెండు డజన్ల బిల్లులు ఉభయ సభల్లో ఆమోదం పొందాల్సి ఉన్నందున కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది జూన్ పదిహేడున ప్రారంభమైన పార్లమెంటు సమావేశాలు షెడ్యూల్ ప్రకారం ఈ నెల ఇరవై ఆరుతో ముగియాల్సి ఉంది ఈ సమావేశాలు పొడిగించేందుకు విపక్షాల విముఖత వ్యక్తం చేసినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఆగస్టు ఏడు వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా పన్ను రాయితీలు ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర సూక్ష్మ చిన్న పరిశ్రమల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లోక్సభలో స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్కు పన్ను రాయితీలు ప్రత్యేక హోదా కల్పనపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఈ మేరకు గడ్కరీ సమాధానం చెప్పారు జీఎస్టీ మండలిలో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఉంటారు కాబట్టి ఒక రాష్ట్రానికి పారిశ్రామిక రాయితీలు కల్పించడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు అయితే కేంద్రం తీసుకొచ్చే ప్రతి కొత్త పథకం కింద ఏపీ నుంచి ప్రతిపాదనలు వస్తే తప్పనిసరిగా పరిశీలించి పరిశ్రమల స్థాపనకు ఉద్యోగాల కల్పనకు ఏపీ వృద్ధి రేటు పెరగడానికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందని గడ్కరీ స్పష్టం చేశారు देश में जो भी नीति बनती है वो सभी देश के लिए एक होती है एक राज्य के लिए कोई विशेष प्रकार की योजना करना या कंसेशन देना या जीएसटी देना ये अभी आज के समय में संभव नहीं है पर एक बात जरूर है कि आंध्र प्रदेश के विकास के लिए जितने जितने नए क्लस्टर्स होंगे नई योजनाएं होंगी और जो जो भी ऐसे नए प्रपोजल आएंगे उसको हम निश्चित रूप से प्राधान्य देंगे और आंध्र प्रदेश में रोजगार निर्माण हो विकास हो इसके लिए पूरी मदद करेंगे పీపీఏలపై సమీక్ష కోసం ఉన్నత స్థాయి సంప్రదింపుల కమిటీని నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో వ్యవహారంలో విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు హైకోర్టులో ఊరట లభించింది ఈ మేరకు ఏపీ సర్కార్ జారీ చేసిన జీవో నెంబర్ అరవై మూడును నాలుగు వారాలు నిలుపుదల చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది పీపీఏలపై తదుపరి విచారణ ఆగస్టు ఇరవై రెండుకు వాయిదా వేసిన కోర్టు ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో గతంలో చేసుకున్న పీపీఏలపై సమీక్షించేందుకు ఉన్నతస్థాయి సంప్రదింపుల కమిటీని నియమిస్తూ ప్రస్తుత వైకాపా సర్కార్ ఇచ్చిన అరవై మూడవ నంబర్ జీవోను సవాల్ చేస్తూ పవన సౌర విద్యుత్ కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ జరిపింది దాదాపు నాలుగున్నర గంటలు జరిగిన విచారణలో ఏపీ సర్కార్తో ఒప్పందాలు చేసుకున్న సంస్థల తరపున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు ఈ వాదనల్లో సౌర పవన విద్యుత్ సంస్థలు నిబంధనల ప్రకారమే బిడ్లను దక్కించుకున్నాయని ముకుల్ రోహత్గి కోర్టుకు వివరించారు విద్యుత్ టారిఫ్లను నిర్దేశిత సమయంలో ఎలా ఎంత ఉండాలనే అంశంపై ముందుగానే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ సంస్థ ఏపీఈఆర్సీతో ముందే ఒప్పందం చేసుకున్నట్టు తెలిపారు ఈ పరిస్థితిలో టారిఫ్లపై నిర్ణయం తీసుకునే అధికారం ఉన్నత స్థాయి సంప్రదింపుల కమిటీకి లేదని వాదించారు సౌర విద్యుత్ను రెండు రూపాయల నలభై నాలుగు పైసలకు కుదించి విద్యుత్ సరఫరా బిల్లులు సమర్పించాలని Andhra Pradesh southern distribution company limited APSPDCL ఉత్పత్తి సంస్థలకు లేఖ రాయడం సరికాదని రోహత్గి వివరించారు విద్యుత్ కొనుగోలు బకాయిల చెల్లింపులో ఏపీ డిస్కంలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయన్న కారణంపై ప్రభుత్వం సంప్రదింపుల కమిటీని వేసేందుకు జీవో జారీ చేసిందని వాదించారు ఈ విషయాలను పరిగణలోకి తీసుకుని ఏపీఎస్పీడీసీఎల్ విద్యుత్ కంపెనీలకు పంపిన లేఖలను ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలని కోరారు అనంతరం ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ విద్యుత్ కొనుగోలు అంశాన్ని పునఃసమీక్షించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని తెలిపారు పీపీఏలను వెంటనే రద్దు చేయబోమని కోర్టుకు తెలిపారు ఏపీఈఆర్సీ ఏపీఎస్పీడీసీఎల్ ప్రభుత్వంలో భాగమేనని తమకు పీపీఏలను సమీక్షించే అధికారం ఉంటుందన్నారు ఈ వాదనలు విన్న కోర్టు పీపీఏలపై ఉన్నతస్థాయి సంప్రదింపుల కమిటీని నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో అరవై మూడు కేసును నాలుగు వారాలు నిలిపేస్తూ ఆదేశాలు జారీ చేసింది తదుపరి విచారణ ఆగస్టు ఇరవై రెండుకు వాయిదా వేసింది తెలుగుదేశం హయాంలో ఐదేళ్ల పాటు జరిగిన అభివృద్దిపై బురద చల్లడం కోసమే అసెంబ్లీని వైకాపా ఉపయోగించుకుంటోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు నీరు చెట్టు కార్యక్రమంపై కేంద్రం ప్రశంసలు కురిపిస్తే ఇరవై వేల కోట్ల అవినీతి జరిగిందంటూ అబద్దపు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు ఏపీలో ఎంఎన్ఆర్ఈజీఏ కింద ఇరవై వేల కోట్ల రూపాయలు వచ్చాయని చెప్పిన చంద్రబాబు ఆ నిధుల్ని ఇరవై కార్యక్రమాలకు ఉపయోగిస్తే ఒక్క నీరు చెట్టులోనే ఇరవై వేల కోట్ల అవినీతి జరిగిందని అనడం ఏంటని ప్రశ్నించారు తెలుగుదేశం నేతలపై జిల్లాపై ఇష్టారీతిన రాష్ట వ్యాప్తంగా వైకాపా శ్రేణులు దాడులకు దిగుతున్నాయని దానిపై చర్చకు అవకాశం ఇవ్వకుండా అసెంబ్లీలో నీచ సంస్కృతి తీసుకొస్తున్నారని చంద్రబాబు సాగర్ సాగర్కు నీరు తరలించాలనే ప్రతిపాదనలోనూ ఏపీ హక్కుల్ని కాలరాసేలా ముఖ్యమంత్రి జగన్ వైఖరి ఉంటోందన్నారు ఎన్నికల వేళ కేసీఆర్ నుంచి డబ్బులు తెచ్చుకున్న జగన్ నీకిది నాకది చందాన ఏపీ భావితరాల భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు కాళేశ్వరంపై గతంలో జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సభలో చేసిన వ్యాఖ్యలను తీరును చంద్రబాబు ప్రదర్శించారు రాష్ట్రంలో ఏ చిన్న బాండ్ అడిగినా చెప్తున్నారు మొన్న అన్ని నిధులు ఆయనే పంపించాడని ఆ డబ్బులు తీసుకొని ఈ రోజు భావితరాల భవిష్యత్తు మీరు తాకట్టు పెడతారా ఎవరిచ్చారు మీకు అధికారం బొల్లాపల్లి గాని పూర్తయితే ఆ బొల్లాపల్లి వల్ల గ్రావిటీతో నాగార్సాగర్ నీళ్లు వెళ్తాయి దాని బ్యాక్ వాటర్ శ్రీశైలం వెళ్తుంది కేశవ్ ఒక మాట చెప్పాడు వాళ్ళ నీళ్లు వాళ్ళ దెమ్మలంటే రిజర్వాయర్లు ఖాళీగా ఉంటే మనం నీళ్లు మనం తీసుకెళ్దాం ఎవరి నీళ్లు వాళ్ళు వాడుకుందాం తప్పే ఉందండి దీంట్లో మనకు కాస్ట్ ఎఫెక్ట్ అవుతుంది ఒకవేళ కాదు మనం తీసుకెళదాం పది టీఎంసీ టీఎంసీ నీళ్లు ఇద్దాం తప్పులేదు రిలేషన్లో అట్లా కాకుండా మా తల తీసుకొచ్చి మీ దగ్గర పెడతాం లేకుంటే నువ్వేమైనా చేసుకో నేను రుణం తీర్చుకోవాలి ఈ వితండవాదం ఎందుకని అడుగుతున్నా మాట్లాడితే ఆయన కోపం ఇష్టానుసారంగా మాట్లాడతాడు భాష ఒళ్ళు కూడా దగ్గర పెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారు కూడా భాషను కంట్రోల్ చేసుకోవాలి అప్పుడే హుందాతనం ఉంటుంది నోరుందని విచ్చలవిడిగా నోరు బారేసుకుంటే అది హుందాతనం కాదు ఆ విషయం ఆయన గుర్తుపెట్టుకోవాలి నేను ఆ మాట అంటే ఎక్కడ తలబెట్టుకుంటాడండి తెలుగుదేశం సభ్యుల సస్పెన్షన్ సహా రాష్ట వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులపై వైకాపా దాడులను నిరసిస్తూ తెలుగుదేశం శాసన సభ్యులు మండలి నేతలు ధర్నా నిర్వహించారు సభ్యులపై సస్పెన్షన్ ఎత్తేయాలని డిమాండ్ చేశారు అసెంబ్లీ ఆవరణ బయట ప్లకార్డులు ప్రదర్శిస్తూ కాలినడకన సభకు వెళ్లారు వైకాపా పాలనపై మండిపడ్డ విపక్ష నేత చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఖూనీ చేస్తున్నారని విమర్శించారు సభను స్పీకర్ నడుపుతున్నారా లేక ముఖ్యమంత్రి నడుపుతున్నారా అంటూ ప్రశ్నించారు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎగువకు నీటి ఎత్తిపోత కొనసాగుతోంది ప్రస్తుతం మేడిగడ్డ జలాశయంలో తొంభై మీటర్ల మేర ఐదు టీఎంసీల నీరు నిల్వ ఉంది ఇక్కడి అన్నింటినీ మూసేశారు జలాశయంలోకి ఎలాంటి ఇన్ఫ్లోలు లేవు ప్రస్తుతం మేడిగడ్డ బ్యాక్ వాటర్స్ ఇరవై కిలోమీటర్ల వరకు ఉన్నాయి అటు అన్నారం జలాశయంలో నూట మీటర్ల మేర ఏడు టీఎంసీల నీరు నిల్వ ఉంది అక్కడి బ్యాక్ వాటర్స్ కాశీపేట వరకు ఇరవై కిలోమీటర్ల మేర ఉన్నాయి సుందిళ్ల జలాశయంలో నూట నూట ఇరవై రెండు పాయింట్ తొమ్మిది సున్నా మీటర్ల మేర ఒకటి పాయింట్ ఆరు ఏడు ఎనిమిది టీఎంసీల నీరు నిల్వ ఉంది అక్కడి బ్యాక్ వాటర్స్ గోదావరి నదిలో ఇరవై ఒక్క కిలోమీటర్ల మేర ఉన్నాయి కన్నేపల్లి పంప్ హౌస్ లోని ఆరు పంపులు పదమూడు వేల రెండు వందల క్యూసెక్కుల నీటిని ఎగువకు ఎత్తిపోస్తూ ఉండగా ఇప్పటి వరకు ఎనిమిది పాయింట్ మూడు ఒక్క టీఎంసీల నీటిని అన్నారం జలాశయంలోకి ఎత్తిపోశారు అన్నారం పంప్ హౌస్ నుంచి మూడు పంపులు నీటిని ఎత్తిపోస్తుండగా నాలుగో పంపు ఈ రాత్రికి లేదంటే రేపు ఉదయం ప్రారంభం కానుంది మూడు పంపులు ఇప్పటి వరకు ఒకటి పాయింట్ సున్నా ఏడు టీఎంసీల నీటి నీటిని ఎత్తిపోశాయి అటు సుండిళ్ల వద్ద నీటిని ఎత్తిపోసేందుకు ఆరు పంపులు సిద్దంగా ఉన్నాయి అన్నారంలో ఎత్తిపోసిన నీరు ఆదివారం రాత్రి సుండిళ్ల పంప్ హౌస్ కు చేరనుండగా అక్కడి పంపుల్ని పరీక్షించి ఆ తర్వాత నీటిని ఎల్లంపల్లి శ్రీపాదసాగర్ కు ఎత్తిపోస్తారు ఎర్రమంజుల్లో అసెంబ్లీ భవన నిర్మాణానికి సంబంధించి మంత్రి మండలి వద్ద ఏం వివరాలున్నాయని కొత్త నిర్మాణాలకు ఇంత స్థలం కావాలని నిర్ణయించిందని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది డిజైన్ ప్రణాళిక లేకుండానే నూతన భవన నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారా అని సందేహం వ్యక్తం చేసింది పాత అసెంబ్లీ భవనాన్ని ఖాళీ చేయాలని రహదారులు భవనాల శాఖ చెప్తే ఆ వివరాలేమైనా ఉన్నాయా అని హైకోర్టు అదనపు అడ్వకేట్ జనరల్ ను అడిగింది భవన నిర్మాణంపై పూర్తి వివరాలను ఆర్ఎన్పీ శాఖ ఈఎన్సీ వచ్చి చెప్పాలని హైకోర్టు ఆదేశించింది ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ భవనం సురక్షితం కాదని అధికారులు నివేదిక ఇచ్చినందుకే నూతన భవన నిర్మాణానికి సర్కార్ సంకల్పించిందని అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు హైకోర్టు దృష్టికి తెచ్చారు నిజాం కాలం నాటి భవనాన్ని టౌన్ హాల్ గా నిర్మించారని అసెంబ్లీ కోసం ప్రత్యేకంగా నిర్మించింది కాదని వాదించారు ఆర్ఎండ్బీ శాఖ కూడా భవనం సురక్షితం కాదని నివేదిక ఇచ్చిందని చెప్పారు నూతన భవన నిర్మాణానికి సంబంధించిన డిజైన్ గురించి హైకోర్టు ప్రశ్నించగా బెంగళూరు హైదరాబాద్ ముంబైకి చెందిన ఆర్కిటెక్చర్ కన్సల్టెన్సీలు ప్లాన్ రూపొందిస్తున్నాయని ఏఏజీ తెలిపారు నూతన భవనం భవిష్యత్ అవసరాల కోసం నిర్మించాల్సి ఉండగా ఇప్పటి వరకు ప్లాన్ లేకపోవడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది ఆ శాఖ ముఖ్య కార్యదర్శి హాజరై ప్లాన్ వివరాలు చెప్పాలని హైకోర్టు ఆదేశించగా ఆయన అందుబాటులో లేరని చెప్పడంతో ఇంజనీర్ ఇన్ చీఫ్ హాజరు కావాలని ఆదేశిస్తూ విచారణను రేపటికి వాయిదా వేసింది తెలంగాణ సర్కార్ చేపడుతోన్న నూతన సచివాలయం శాసనసభ భవనాల నిర్మాణాలను వ్యతిరేకిస్తూ అఖిలపక్షం చేపట్టిన ధర్నా చలో సచివాలయం కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరిని నిరసిస్తూ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ప్రజా సంఘాలు వామపక్ష పార్టీల నేతలు నిరసన తెలిపారు అనంతరం చలో సచివాలయం పిలుపులో భాగంగా బయలుదేరిన అఖిలపక్ష ప్రజా సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తెలుగుదేశం నేతలను ధర్నా చౌక్ వరకు కూడా వెళ్లనీయకుండా అరెస్ట్ చేశారు అనంతరం అఖిలపక్ష నేతలను విడిచిపెట్టారు కేసీఆర్ తీరుపై మండిపడ్డ నేతలు తెలంగాణలో ఇన్ని సమస్యలుంటే కొందరి దర్పం కోసం ఉన్నవాటిని కూల్చి కొత్తవి కట్టడమేంటని నేతలు ప్రశ్నించారు ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళటి ఈ నిరసన కేవలము సెక్రటేరియట్ కూల్చివేత మీద మాత్రమే కాదు ప్రభుత్వం యొక్క అప్రజాస్వామిక ధోరణి మీద ఇవాళ మనం ఈ నిరసన వ్యక్తం చేస్తున్నాం ఇవాళ మనము నిధుల దుర్వినియోగం మీద ఈ నిరసన వ్యక్తం చేస్తున్నాం తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో ఈరోజు రైతులు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు నాలుగు వందల అరవై పైగా మండలాల్లో వర్షాలు లేనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో దాపరించుంటే దానిపైన ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఒక నిమిషం కూడా ఆలోచించే తీరిక లేదు కానీ సెక్రటరియట్ కూలగొడదాం కొత్త అసెంబ్లీ భవనాన్ని కడదాం రాష్ట్రంలో అక్రమ అరెస్టుల పేరు మీద లాటిల తూటల పేరు మీద కేసీఆర్ పరిపాలన కొనసాగించాలనుకుంటుండో ఈ పరిపాలన ఎన్నటి కొనసాగదు ప్రజాస్వామ్య పరిపాలన కావాలని అందరు తీయంగానికి దానికి అనుగుణంగా ముందుకెళ్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్తున్న దానికి క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి పొంతన లేదని భాజపా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు క్షేత్రస్థాయిలో ఏపీలో పోలీసుల దాష్టికాలు అధికమయ్యాయని అన్నారు సభ జరుగుతున్న తీరుపై కూడా విమర్శలు గుప్పించిన కన్నా ప్రజల కోసం చట్టం చేయాల్సిన సభ్యులు విచక్షణ మరచి వ్యక్తిగత దూషణలకు దిగుతూ శాసనసభ ప్రతిష్ట దిగదాచుతున్నారని మండిపడ్డారు ఈ రెండు మాసాల్లోనే కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఆ నిర్ణయాలను ఎత్తి చూపించాం విలేజ్ అసిస్టెంట్స్ని పార్టీ పరంగా నియామకం కానీ ఎందుకంటే ఇది ఇంకో మరొక జన్మభూమి కమిటీని రీప్లేస్ చేసినటువంటి పరిస్థితి అలాగే ఇసుక పాలసీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదానికి క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి వ్యతిరేకంగానే ఉంది నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నాడా లేకపోతే ఆయన చెప్పిన మాటలు పోలీస్ అధికారులు వింటలేదా అనేటువంటిది మాకైతే అర్థం కావట్లేదు క్షేత్రస్థాయిలో పోలీస్ హరాస్మెంటు స్టార్ట్ అయింది రాజన్న పాలన ఇస్తానన్నాడు రాజన్న ఎప్పుడు ఇట్లా చేయలేదు రాజన్న పాలన ఇస్తామని చెప్పేసి పోలీసు పాలనే మొదలైనటువంటి పరిస్థితి కనపడుతుంది ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో ఏపీ విపక్ష నేత తెలుగుదేశం అధినేత చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు దాదాపు నలభై నిమిషాల సేపు భేటీ కొనసాగింది అంతకుముందు అధికారులతో సమావేశమైన గవర్నర్ ఏపీకి సంబంధించిన ప్రాథమిక వివరాలను తెలుసుకున్నారు ఆరోగ్యశ్రీ అమలుపై ఆరా తీసిన ఆయన గ్రామ వాలంటీర్ల నియామకం గ్రామ సచివాలయాలు అమ్మఒడి వంటి సంక్షేమ పథకాలు వినూత్నమైనవిగా అభివర్ణించారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ స్థానంలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ ని ఏర్పాటు చేస్తూ కేంద్రం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బిల్లుకు వ్యతిరేకంగా వైద్యులు నిరసన బాటుపట్టారు ఈ మేరకు విజయవాడలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్ఎంసీ బిల్ ప్రతుల్ని దగ్ధం చేశారు కేంద్ర నిర్ణయంతో కౌన్సిల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ లేకుండా పోతుందని నామినేటెడ్ విధానం వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ విధానం వల్ల వైద్య రంగం సహా విద్యారంగాలు కూడా దెబ్బతింటాయని అన్నారు వైద్య సీట్లలో యాబై శాతం ప్రైవేటుకు ఇస్తే సామాన్యుల పిల్లలు వైద్యులు కాలేరని Vijayawada Vijayawada medical council association అధ్యక్షుడు డాక్టర్ రమణమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పాటు చేయనున్న గ్రామ సచివాలయాల్లో అవసరమైన పదకొండు వేల నూట పద్నాలుగు సహాయ సర్వేయర్ పోస్టుల్లో తమను నియమించాలని కోరుతూ లైసెన్స్డ్ సర్వేయర్లు ఆందోళన చేపట్టారు విజయవాడలోని ల్యాండ్ సర్వేయర్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించిన ఆందోళనకారులు కమిషనర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు వివిధ జిల్లాల నుంచి వచ్చిన సర్వేయర్లు కార్యాలయం గేటు ముందు బైఠాయించి తమకు న్యాయం చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు ప్రజా సంకల్ప యాత్రలో జగన్ తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని హామీ ఇచ్చారని లైసెన్స్డ్ సర్వేయర్లు తెలిపారు పోలీసులు జోక్యం చేసుకుని కమిషనర్తో మాట్లాడించేందుకు ఒప్పించగా సర్వేయర్లు ఆందోళనను తాత్కాలికంగా విరమించారు ఆంధ్రప్రదేశ్ గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఫలితాలను ఏపీఎస్సీ విడుదల చేసింది నాలుగు వందల నలభై ఆరు గ్రూప్ టూ పోస్టుల భర్తీకి ఈ ఏడాది మే ఐదున ప్రిలిమ్స్ పరీక్ష జరిగింది గ్రూప్ త్రీ ప్రాథమిక పరీక్షల ఫలితాల మాదిరిగానే గ్రూప్ టూకు కూడా ఒకటి ఇస్టు పన్నెండు నుంచి ఒకటి ఇస్టు పదిహేను నిష్పత్తిలో ఏపీఎస్సీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది రిజర్వేషన్ల ఆధారంగా కట్ ఆఫ్ మార్కుల్ని నిర్ణయించిన ఏపీఎస్సీ గ్రూప్ టూ ప్రధాన పరీక్షకు ఆరు నూట తొంభై ఐదు మంది అభ్యర్థులను ఎంపిక చేసింది పరీక్ష సమయంలో చేసిన పొరపాట్లతో ఏడు వందల ఇరవై ఆరు మంది మంది అభ్యర్థుల్ని తిరస్కరించినట్లు ఏపీఎస్సీ వెల్లడించింది తూర్పుగోదావరి జిల్లా మండపేటలో సోమవారం సాయంత్రం అపహరణ గురైన బాలుడు జషిత్ ను పోలీసులు రక్షించి సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు సోమవారం నాయనమ్మతో కలిసి ఇంటి వద్ద ఆడుకుంటూ ఉండగా బైక్పై వచ్చిన దుండగులు జషిత్ నానంపై దాడి చేసి బాలుణ్ణి ఎత్తుకెళ్లారు ఆ సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడం దుండగులు ముఖాలకు మాస్క్ ధరించి ఉండడం వల్ల వారిని గుర్తించే వీల్లేకుండా పోయింది ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు పదిహేడు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు ముమ్మరం చేశారు జిల్లా ఎస్పీ నయీం హష్మి మండపేటలోనే మకం వేయగా కలెక్టర్ సైతం చిన్నారి తల్లిదండ్రుల్ని కలిసి ధైర్యం చెప్పారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు చిన్నారి అపహరణపై మీడియా సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు రాత్రి ఒంటి గంట ప్రాంతంలో కుతుకులూరు సమీపంలోని ఇటుకబట్టి వద్ద దుండగులు పోలీసులు బాలుణ్ణి వదిలి వెళ్లారు సమాచారం అందుకుని అక్కడకు చేరుకున్న ఎస్పీ నయీం బాలుణ్ణి తల్లిదండ్రులకు అప్పగించారు జషిత్ ను క్షేమంగా రక్షించిన జిల్లా ఎస్పీ ఇతర సిబ్బందిని అభినందించిన ముఖ్యమంత్రి జగన్ కిడ్నాపర్లను త్వరగా పట్టుకోవాలని సూచించారు నేను కొట్టారా వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకెళ్లేటప్పుడు ఎవరిని కొట్టారా వాళ్ళ ఫ్రెండ్ ఎలా తీసుకెళ్ళారంటే బైక్ మీద ఇద్దరు కూర్చున్న ఒకరి పేరు తెలీదు ఇంకొకటి పేరు తెలీదు నిన్న కూడా నైట్ కూడా లాస్ట్ మేము నైట్ త్రీ థర్టీ వరకు డిఎస్పీ గారు పాపం సెట్ చేశారు వేరు వేరు లో సెట్ చేశారు త్రీ థర్టీకి ఇంకా సరే నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మనం రిస్క్ స్టార్ట్ చేద్దామని చెప్పి వాళ్ళందరూ కూడా వేరు వేరు పార్టీస్ని మీటింగ్ చేసుకోవడం జరిగింది త్రీ థర్టీకి మమ్మల్ని ఇంటికి వెళ్ళమని చెప్పారు మేము వచ్చిన తర్వాత మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫోన్ కాల్ వస్తే వెళ్ళామండి అంతే పోలీస్ శాఖ అందరికీ కూడా పాదాభి వందనం అండి నిజంగా మీడియా వారికి అలాగే సోషల్ మీడియా మండపేట లోకల్ కుర్రవాళ్ళు అందరూ నిజంగా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు వెరీ సపోర్టివ్ మా నాన్న చాలా చాలా support they were under stress under trauma but whatever we ask they told us నిజంగా చెప్పావు without fear or passion they told us మా అమ్మ చూస్తే she ninth month pregnant Danwala, she still held on to her, uh, I don't know, so God had given some patience to her. That's why it could really help us out. I sincerely pray that the second delivery is as smooth as the first one and they are able to enjoy family life from here on. దేశంలో చిన్నారులపై లైంగిక నేరాల సంఖ్య పెరిగిపోతున్న వేళ ఈ తరహా కేసులపై విచారణను సత్వరమే ముగించి నిందితుల్ని కఠినంగా శిక్షించే దిశలో సుప్రీంకోర్టు కేంద్రానికి కీలక ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు పోక్సో చట్టం కింద వందకు పైగా కేసులు ఉన్న ప్రతి జిల్లాలో చిన్నారులపై లైంగిక నేరాల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది ఈ కోర్టుల ఏర్పాటుకు పూర్తిగా కేంద్రమే నిధులు ఇవ్వాలన్న కోర్టు ప్రత్యేక న్యాయస్థానాలను అరవై రోజుల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించింది అంతేకాకుండా ఈ కోర్టు నిర్వహణ బాధ్యతల్ని కేంద్రమే చూసింది చేసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం సూచించింది ఆయా కోర్టుల్లో అనుభవజ్ఞులైన ప్రాసిక్యూటర్లను నియమించాలన్న కోర్టు చిన్నారులపై లైంగిక నేరాల కేసుల్లో ఫారెన్సిక్ నివేదికలు నిర్ణీత సమయంలో దాఖలవుతున్నాయా లేదా అనే అంశాలను పరిశీలించాలని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శుల్ని ఆదేశించింది ఈ ఆదేశాలపై ముప్పై రోజుల్లో నివేదిక సమర్పించాలని సొల్స్టర్ జనరల్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది ఈ అంశంపై తదుపరి విచారణను సెప్టెంబర్ ఇరవై ఆరుకి వాయిదా వేసింది కర్ణాటక అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో విఫలమై కుమారస్వామి సర్కార్ కూలిన రెండు రోజుల తర్వాత అసంతృప్త ఎమ్మెల్యేల రాజీనామాల విషయంలో స్పీకర్ రమేష్ కుమార్ సంచలన నిర్ణయంతో ఆశ్చర్యపరిచారు మొత్తం పదిహేడు మంది రాజీనామాలు సమర్పించగా వారిలో ముగ్గురిపై అనర్హత వేటు వేయడం సహా రెండు వరకు పోటీకి అనర్హులుగా ప్రకటించారు వారిలో రమేష్ జార్కహోళి మహేష్ కుమటల్లి కాంగ్రెస్ సభ్యులు కాగా ఆర్ శంకర్ స్వతంత్ర సభ్యుడు మరోవైపు కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటుపై భాజపా కసరత్తు ముమ్మరం చేసింది పార్టీ అధిష్టానం అనుమతి కోసం సీనియర్ నేత జగదీష్ షెట్టర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఢిల్లీలో అధ్యక్షుడు అమిత్ షా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసింది కర్ణాటకలో తాజా రాజకీయ పరిస్థితులతో పాటు ప్రభుత్వ ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు కర్ణాటక భాజపా నేతలు తెలిపారు మరోవైపు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కుమారస్వామి మొదట అసంతృప్తి వ్యక్తం చేసి తర్వాత కాంగ్రెస్ కు మద్దతు పలికిన ఎమ్మెల్యే రామలింగారెడ్డితో సమావేశమయ్యారు శాసన సభలో విశ్వాస తీర్మానం బీగిపోయిన తర్వాత పరిణామాలపై చర్చించినట్టు తెలుస్తోంది ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఏ పార్టీ కూడా కర్ణాటకలో సుస్థిర ప్రభుత్వాన్ని అందించలేదన్న కుమారస్వామి తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాలు ఉప ఎన్నికల దిశగా రాష్ట్రాన్ని నెట్టాయని తెలిపారు ఈ పరిస్థితికి భాజపానే కారణమని విమర్శించారు అటు కుమారస్వామి ప్రభుత్వం పడిపోవడానికి కారణమైన ఎమ్మెల్యేలతో తానే రాజీనామాలు చేయించినట్లు వచ్చిన కథనాలను కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ సీఎం సిద్దరామయ్య తీవ్రంగా ఖండించారు తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఇప్పుడు తనపై నిందలు వేస్తున్నారంటూ వరుస ట్వీట్లు చేసిన సిద్దరామయ్య ఈ వివాదం పరిష్కారమైన తర్వాత వాస్తవ వాస్తవాలు బయటకొస్తాయని తెలిపారు ఈటీవీ న్యూస్ సమాప్తం నమస్కారం